మందు బెత్లాయేమో పురమో నందు ఆ పశుశాలలో నా పుట్టినాడమ్మ ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున మాకలు చేరామే మరియ గర్భ మందు బెత్లాయేమో పురమో నందు ఆ పశుశాలలో నా పుట్టినాడమ్మ పాదం ఓ పరమాత్ముడు క్రీస్తు చూసి వచ్చినాము పాకలు మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించాలే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని ఒక్కినామమ్మా చుక్కను చూసి వచ్చినాము పాకలు మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించాలే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా నొక్కినామమ్మా బంగారు సమ్రాణి మూలం కానుకగా ఇచ్చినాము సందడి సందడి సందడి సందడి